hello students welcome to achievers academy achievers ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు మ్యాప్ అంటే మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే చాలా చాలా ప్రెస్టీజియస్గా అచీవర్స్ అకాడమీ కండక్ట్ చేస్తూ ఉన్నదో ఈ మ్యాప్ ప్రోగ్రామ్ అన్నది it will be started from tenth of this month ఈ నెల పదవ తేదీ అనగా థర్స్డే నుండి ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ప్రోగ్రామ్ అన్నది మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాము ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ త్రీ డేస్ అంటే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే ఈ మూడు రోజులు మేము నిర్వహించేటటువంటి ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్కి ఎవరైనా కూడా అటెండ్ కావచ్చు it is free for every one any one can attend this particular session ఈ మూడు రోజులు మేము will be discussing essay writing Telangana related areas polity ఇటువంటి మ్యాక్సిమం అన్ని కోర్ ఏరియాస్ ఏవైతే మీ ఎగ్జామినేషన్లో రాబోతున్నాయో గ్రూప్ వన్ మీన్స్ ఆరు పేపర్లకు సంబంధించి ఆల్మోస్ట్ మేము అనాలిసిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాము అండ్ రెగ్యులర్ క్లాసెస్ కూడా మీకు మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహిస్తాము బికాస్ మార్నింగ్ అవర్స్లో మీరు మొత్తం రివైజ్ చేసుకున్నా కూడా కంటెంట్ని ఆఫ్టర్నూన్ వచ్చి మీరు క్యూ అండ్ ఏ ఫామ్లో దాన్ని సాల్వ్ చేయగలుగుతారు సో ఈ మ్యాప్ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్కి ఎవరైతే కూడా హాజరవుతా ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబడుతుంది we will be also providing with the free test series plus paper evaluation అంటే మెయిన్స్లో మీకు టెస్ట్ సిరీస్ పెడితే సరిపోదమ్మా ఆ టెస్ట్ సిరీస్తో పాటు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది కూడా మీ మీకు ప్రొవైడ్ చేయాలి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతనే పేపర్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ని కూడా ఆ ప్రాసెస్ని కూడా మేము నిర్వహించబోతా ఉన్నాము also with this we will be providing the classes ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నవి కంప్లీట్లీ మేము క్యూ అండ్ ఏ ఫామ్లో మేము ఇవ్వబోతున్నాము ఎక్కడైతే నెసెసిటీ ఉందో ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ మాత్రం కంటెంట్ని ఇస్తూ అవసరం లేని దగ్గర క్యూ అండ్ ఏ ఫామ్నే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే if you are clearing the preliminary examination మీరు మీ ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తున్నారు అని అంటే వీఆర్ ఇన్ అన్ అజంప్షన్ మేము ఒక అజంప్షన్లో ఏమున్నామంటే డెఫినెట్లీ మీకు బేసిక్ నాలెడ్జ్ అన్న అనేది సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్ కంటెంట్ అన్నది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి దానికి updation answer writing form descriptive skill అన్నది మాత్రమే ఇక్కడ ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా what is the need of the hour what is the demand of the examination అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మేము కంటెంట్ డెలివరీ చేయబోతా ఉన్నాము కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి clear environment and disaster management అని లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఏవైతే ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి యు అ మాస్టర్ నాలెడ్జ్ అంటే కంటెంట్ మాకు తెలియదు సార్ సో కంటెంట్ తెలియకపోతే ఆ కంటెంట్ బేసిక్ కంటెంట్ అన్నది కూడా మేము ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని చాలా ప్రెస్టీజియస్గా ఎఫెక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది so this will be started from tenth of November అంటే ఈ నెల పదవ తేదీ నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది థర్స్డే నుండి ఆఫ్టర్నూన్ మీరు వచ్చి ఈ త్రీ ఫ్రీ సెషన్స్ని అటెండ్ అవ్వవచ్చు దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సంప్రదించవచ్చు ఈ నెంబర్ని double nine <clears throat> double six one zero seven five one seven okay double nine double six one zero seven five one seven achievers academy యొక్క చీఫ్ కౌన్సిలర్ రమేష్ సార్ మీతో మాట్లాడతారు he will be addressing all your queries with regard to the enrolment process registration ఇవన్నీ కూడా already achievers academy offline coaching ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా దీనికి హాజరు కావచ్చు there is no fee for them ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ వన్కి ఎన్రోల్ అయినారు కాబట్టి they can join for free of cost okay guys so thank you so much జై హింద్